సార్ నాకు ఒక ఫోటో ఇస్తారా వన్ ఫోటో వన్ ఫోటోనా వన్ వన్ సాంగ్ ఇచ్చారు వన్ సీన్ ఇచ్చారు ద బాయ్ థింగ్ అన్నారు